హలో నా పేరు రామ్ గోపాల్ ఈరోజు టాపిక్ వచ్చి RPA robotic process automation robots అంటే ఫిజికల్గా హార్డ్వేర్ కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఫామ్లో అంటే ఒక అప్లికేషన్ ఫామ్లో ఒక యాప్ ఫామ్లో ఉండేదాన్ని ఆర్పిఏ అంటారు ఈ సాఫ్ట్వేర్ని ఈ యాప్ని ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి ఈ ఆర్బీఐ యూజ్ చేసుకునే కంపెనీస్ ఎలా బెనిఫిట్ అవుతాయి అలాగే ఈ ఆర్బీఐ ద్వారా మనం గుడ్ మంచి నేర్చుకోవాలి ప్రతి సాఫ్ట్వేర్లో ప్రతి అప్లికేషన్లో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి దాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు చెడుకు ఉపయోగించుకోవచ్చు కానీ ఉన్న అప్లికేషన్ని మనం మంచికి అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడేట్టు భావితరాలకు ఉపయోగపడేట్టు మనం ఆ ఉన్న అప్లికేషన్ని ఈ ముఖ్యంగా ఈ ఆర్పిఐ యాప్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏ కంపెనీస్ ఈ ఆర్పిఐ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అవి తెలుసుకోవడం వాటిలో సర్టిఫికేషన్స్ చేయడం ఆ సర్టిఫికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఈరోజు ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత చేయాలని అవసరం లేదు నాకు తెలిసి ఫిఫ్త్ క్లాస్ నుంచే ఆర్పిఐ అంటే ఏంటి ఆర్పిఏ యాప్స్ యూసేజ్ ఏంటి వాటి concept over you fifth class నుంచే స్టూడెంట్స్కి నేర్పించాలి అనేది నా ఆలోచన దాని ద్వారా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఈ యాప్స్ ఎలా మన కెరియర్కి యూజ్ అవుతాయి ఏ ఆర్పిఐ అప్లికేషన్ మనం సర్టిఫికేషన్స్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది ఈ జనరేషన్ స్టూడెంట్స్ ఆర్పిఐ సర్టిఫికేషన్స్ చేసి మంచి కెరియర్ బిల్డ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ